తెలుగు ర్యాప్ అంటేనే అసలు మజాక్ అదే కదా. అయిపోయింది ఒక సైడ్ పరపరా ఇంకో సైడ్ దిస్ ఇస్ బియాండ్ ఇది ఏం దోస్తు నేను తాగితే సినిమా పేరు కదా. ఏ, సినిమా పేరు ఏమో నెక్స్ట్ ఆఫ్ ఏమో నెక్స్ట్ టాప్ ఫ్రికింగ్ సో ఏమైనా తీసుకుంటారా చాయ్ కాఫీ ఎక్కుతుందా నేను తాగితే సాంగ్ చేశారు కదా అది ఎంత వైరల్ వెళ్ళిందో దానికి నెక్స్ట్ లెవెల్ చేద్దాం అంటే దానికంటే ముందు ఒక థీమ్ లైక్ సిచ్యువేషన్ ఏంటి అని uh, చెప్తే లైక్ వాట్ జానర్ దాన్ని బట్టి I think I think we can go forward basic గా ఒక లూజర్ అన్ని పోగొట్టుకొని ఒక రియల్ టైం సైకలాజికల్ గేమ్ లో యాక్సిడెంటల్ గా ఎంటర్ అయ్యి రైట్ రిచ్ అయిపోయి పైసలతోటి ఒక జోన్ లో వాడుకోవచ్చు మొత్తం మనీ మీద ఉండాలి బ్రో సాంగ్ hmm. అంతా let's put it on money పైసల మీద ర్యాప్ hmm. సాంగే కదా బ్రో అందుకే కదరా మనల్ని పిలిచింది కానీ ఫుల్ ర్యాప్ ఉండాలి బ్రో hmm. అంతా మంచి వైబ్ సెట్ చేయాలి అందరూ ఊగాలి ఏజ్ లిమిట్ ఏం లేకుండా యూనివర్సల్ టాపిక్ కాబట్టి మనీ అనేది సో అందరు కనెక్ట్ అయ్యేటట్టు ఉంటాం బట్ శావేజ్ వెళ్దాం సర్కాస్టిక్ వెళ్దాం వైద్యాలు చేయాలి గట్టిగా అంతే ఎట్టా అయితే మీ సాంగ్ ఎక్కుతుందా how about this I wrote two lines పైసలు లేకపోతే ఉన్నది ఇజ్జత్ చుట్టూ ఉన్న జనం చేస్తారు బేజ్జత్ పైసతోనే తిరిగి వస్తుంది ఇజ్జత్ ఇప్పుడు లోకంతో ఆడతా నేను మజ్జత్ క్రేజీ బ్రో క్రేజీ బ్రో ఒక కోరస్ లాంటిది ఏదైనా like hook line bro full రిచ్గా ఉండాలి సాంగ్ ఫుల్ రిచ్ ఫుల్ పైసలు ఫుల్ రిచ్ క్రేజీ బ్రో పైసలతోనే తిరిగి వస్తుంది ఇజ్జత్ ఇప్పుడు లోకంతో ఆడతా నేను మజ్జా నేను rich, rich, rich, rich, rich. ఆ, rich, rich, rich, rich, rich. So rich. That, that kind of vibes. ఇదంతా మంచిగా ఉన్నది బ్రో మీ వాడికి ఎక్కుతుందా ఏం సైకో ఎక్టర్ గేమ్ ఆన్ సినిమాలోంచి first single rich so rich is so releasing Chiru Chiru Chiru